తక్షణం నువ్వు అనుకున్న ఏదైనా నీకు నువ్వు దాటి లేరు లేరు ఎవరు నీ కోసమే నీ లోకమే నువ్వు చూడు వెళ్ళి చూడు అనుకుందంతా నేడు రాదు రాదు కాదు కాదు అన్న వాళ్ళ మాటలో వెలుగులా నింగి నీ నేల నీ సొంతం నీ పంతం నీ అంతం నీ రక్తరంగా నీ రక్తం ఏరులే మారుతుంది మార్గమేది నువ్వు వెళ్ళే దారిలోంది మాట ఏది నువ్వు పలికే మాటలుంది మాటో విప్లవం అనుభవం అనుదినం ప్రతిక్షణం విజృంభిస్తున్న నా మాటల్లో నువ్వు నీ గాయం ఓ గమ్యం మరిని విడని మనసు వదలని పాపమేది మరణమున్న అడవిలో యుద్ధ భూమిలో విప్లవం ఇంటిలోన గుడిలోన మజిలోన పాటలో భావముంది మాటలో ఉంది విప్లవం నిండి ఉంది ప్రపంచము ప్రజాధనం తెలుసుకో తెలుసుకో lord Raja Lawrence free style happy mother fuckers are getting jealous hey pray good vibes go strike subscribe